అధికార పార్టీకి చెందిన మల్లరాయకృష్ణ గారు ఫంక్షన్ హౌస్ తీసుకొని అందులోకి హైదరాబాద్ నుండి కొంతమంది తరలించి అక్కడ మందు భోజనము పదిహేను వందల రూపాయలు అక్కడ జమ చేసుకుంటూ అధికార పార్టీ దుర్వినియోగం అందులో మీ పోలీసు వాళ్ళను కూడా ఉపయోగిస్తూ ఉన్నారు దయచేసి వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పి మీకు తెలియజేస్తున్నాం కరెక్ట్గా లేనందున మీకు రిప్రజెంట్ అయితే ఇస్తున్నాం